ಸ್ಥಾನದಲ್ಲಿ ನಿಂತು ಕೇಳುವಂತ ವಾಡಿಕೆ ಕೇಳುವಂತ ಪ್ರಶ್ನೆ ಏನಾದ್ರೂ ಉಳಿದಿದೆಯಾ ಗೊತ್ತಿನಾರೆ ಪಂಜುರ್ಲಿ ಸದ್ಯಕ್ಕೆ ನಮ್ಮ ಹತ್ರ ಕೇಳುವಂತ ಪ್ರಶ್ನೆ ಏನಿಲ್ಲ ಊರಿನವರಿಗೆ ಸೇರಿದ್ದ ಇದು ದೈವ ಮಾತಾಡುದ ದೈವ ನರ್ತಕ ಮಾತಾಡುದ దూరం నుంచి వచ్చాను నాకు ప్రసాదం పెట్టండి అమ్మో ఇది అమ్మూరు నైవేద్యం ప్రసాదం కాదు నీకెట్టకూడదు ఊరి కొత్తలాగున్నావు వేసుకోమ్మా అయ్యో బాగుంది దూరం నుంచి వచ్చాను ఆకలని అడిగితే లేదంటారేంటి చూడమ్మా పెద్దావిడ అది అమ్మోరు నైవేద్యం ఇది ఇంకా నా చేతిలోనే ఉందిగా ఇది నైవేద్యం కాదులే తీసుకొని తిను అమ్మా అమ్మోరు తల్లి నేను చేసే తప్పైతే నన్నేమైనా చేయి ఈ ఊరి జనం చావు మహమ్మారి నోట్లో పడిపోకుండా చల్లగా రక్షించి కాపాడు తల్లి తీసుకోమ్మా పెద్దావిడా తీసుకో నువ్వు నాకు పెట్టిన ఈ పిడుగుడు వెతుకులే ఈ ఊరిని కాపాడుతాయి ಧೀಮನಾಗ್ಲಿ ನರ್ತಕನಾದ್ರೆ ನಾನು ನಿಮಗೆ ಸಿಗುವಂತವನಾಗ್ಲಿ ದೈವವಾದ್ರೆ ವಾ का स्मरण करके आगे बढ़ो वही तुम्हें रास्ता दिखाएंगे నేనే నీ తలుపు కొట్టాను ఏంటమ్మా పెద్దావిడ ఇంకా నువ్వు వెళ్ళిపోలేదా అసలే రోజులు బాలేదు రోగాల రోజులు నేను కూడా రోగానికి భయపడితే ఎలాగే ఈ ఊర్లో నాలుగు మెతుకులు తిన్నానుగా ఈ వేపాకు చలవతో ఈ ఊరికి శాంతి చేయాలని నీ తలుపు కొట్టాను ఈ అర్ధరాత్రిపడి యాపాకు రావడం ఏంటి ఎందుకు దేనికోసమమ్మా అది కాదు నడిచావు దాటితే మహమ్మారులు ఈ ఊరి పులిమేరలు దాటుతున్నారే ఈ ఊరిని మొత్తం తినేస్తారే మానవ మాతృలం మనం ఏం చేయగలం చెప్పు కాపాడితే ఆ అమ్మోరు తల్లే కాపాడాలి చూడు ఈ వేప నీళ్లు ఈ ఊళ్ళో ప్రతి గడప మీద చల్లుకుంటూ పొలిమేర దాకా వెళ్ళి పొలిమేరలో పోసిరా చాదస్తం ఈ అర్ధరాత్రి అలా ఊరంతా నీళ్లు చల్లుతూ కూర్చుంటే నా గుడి ఎవరు చూస్తారు చాదస్తం కాదు ఈ నీళ్లు చల్లితే ఏ రోగం ఈ ఊరి పొలిమేర దాటదు తొలిచావు కల్లా చల్లిరా నువ్వు తిరిగొచ్చే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను నిజంగా ఉంటావా మరి నిజంగా ఉంటాను నువ్వు తిరిగి నా దగ్గరకు వచ్చే వరకు ఈ గుడిసె నుంచే కాదు ఈ ఊరి నుంచే వెళ్ళను నా మీదొట్టు నీ మీద ఒట్టు చూడు వెనక్కి మాత్రం తిరిగి చూడకుండా వెళ్ళు సరే నీ మాట నన్ను వెళ్తున్నాను నా ఇల్లు జాగ్రత్తమ్మో ఒట్టేసావు మర్చిపోకు ఎన్ని ఎన్నెలకు చల్లాలో ఏంటో తెల్లారిపోతేమో ఒప్పుకున్నాక తప్పుద్దా మరి అయ్యో ఇంటికి పడిందో లేదో ఉట్టి మీద అన్నం ఉంది పెట్టుకు తినమని చెప్పొచ్చుంటే బాగుండేది చెప్పొత్తాను hmm. ముహూర్తంలా ఊరిని కాపాడడానికి వచ్చిందా ఆ తల్లి ఎప్పుడూ ఇక్కడే ఉంటే ఈ ఊరికి చెడు రాదుగా కానీ తెల్లారితే ఆ తల్లి వెళ్ళిపోతేమో నువ్వు తిరిగొచ్చేదాకా ఈ ఊరి నుంచి నేను వెళ్ళను నేను తిరిగొచ్చేదాకా వెళ్ళనని నా మీద కొట్టేసింది కదా నేను తిరిగి వెళ్ళను అమ్మూర్తలను ఈ ఊరి నుంచి తిరిగి వెళ్ళనివ్వను विश्व स्वरूप इस गंगा जल के लिए मैंने बहत्तर बरस इंतजार किया I want it I want it Ah వచ్చేదాకా వెళ్ళనని మాటిచ్చావు ఉంటావుగా ఉంటాను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను నీ త్యాగాన్ని నా రూపుగా చేసుకుని ఇక్కడే అమ్మోరుగా వెలుస్తాను నీకిచ్చిన మాట ప్రకారం ఈ ఊరి గ్రామదేవతనవుతాను గ్రామదేవతనవుతాను अब सिर्फ मैं हूं विश्वांतर विजेता विधि का लिखा हुआ बदलकर अपनी तकदीर में खुद लिखने वाला विश्व का दूसरा ब्रह्मा मेरे ही आंखों के सामने मनुष्य जन्म लेंगे और बड़े होंगे मिट्टी में मिल जाएंगे but I am eternal I am eternal I am immortal over. నీ అమ్మోరు నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావా అది మూగది రాయి బొమ్మ అది నన్నేం చేస్తుంది ఏం చేస్తావే నన్నేం చేస్తావే రా ఏం చేస్తావరా నేనే రా రాలే ఏం చేస్తావే ఏం చేస్తావు గుడ్డిది అమ్మోరు గుడ్డిది గుడ్డమ్మోరు ఈ గుడ్డమ్మోరు నన్నేం చేస్తుంది ఏం చేస్తుంది రాలే अभिषेक रुक गया इस शंख के सिवा और आकाश गंगा नहीं है नहीं हट जाओ नेवर मुझे छुटकी को बचाना है हट जाओ नो हाँ। Ah! supernatural power! Yeah! Ha! <laughs> Ha <laughs> इस गंगा जल का एक भी बूंद किसी को नहीं मिलना चाहिए नहीं मिलने दूंगा <laughs> <laughs> विजेता बनूंगा आकाश गंगा से अभिषेक के बाद उस महालिंग को छूकर अपराध मत करना यदि ऐसा करोगे तो रुद्र देवता प्रलय रुद्र बनकर त्रिनेत्र से भस्म कर देंगे ये चेतावनी भी उस भगीरथ ग्रंथ में है I shall be he man I shall rule the universe अरे भाटिया उन ग्रंथों में और भी एक रहस्य लिखा हुआ था आकाश गंगा से अभिषेक होने के बाद इस सात पलिंग को छूने से उसके स्पर्श से मैं तुझसे भी ज्यादा शक्तिशाली बन जाऊंगा आकाश गंगा पीकर तो अमर तो हो गया लेकिन इस पवित्र आत्मलिंग को छूकर मैं तुझसे भी ज्यादा अजरामर हो जाऊंगा इस दिव्य लिंग को अभी छूकर मैं शिव शक्ति को अपने वश में कर लूंगा hey, नो no! रुको ये भी मेरा है आई टेक इट आ मुझे पागल समझा है इस शिवलिंग को छूने से अपना अमृत लोक होकर सर्वनाश हो जाऊंगा मुझे पता है ये गलती मैं नहीं करूंगा तुझसे करवाऊंगा तेरा सर्वनाश कराऊंगा तेरा रचा हुआ भस्माचूर षड्यंत्र तेरे ही पतन का कारण बन जाएगा तेरा सर्वनाश करूंगा आज तेरा सर्वनाश होकर रहेगा 啊 चुटकी बेटा चुटकी